సో డిఈడి e మేనేజ్మెంట్ రెండు వేల పద్దెనిమిది ఇరవై చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి రెండు వేల పద్దెనిమిది ఇరవై బ్యాచ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ యొక్క ఫీ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రీవియస్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఈ అవకాశం కనుక ఉపయోగించుకోకపోతే వాళ్ళకి నెక్స్ట్ అవకాశం అనేది ఉండకపోవచ్చు కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఓకే వివరాల్లోకి వెళ్తే it is notified that the management quota and spot quota of DLED second year examination for two thousand eighteen twenty batch will be conducted in the month of April or May 2022. The failed candidates of previous batches 2015 to 70 to 2018 to 20 batches are also eligible to appear for the examination to private candidates. The following are the due dates for remittance of examination fee and submission of nominal roll okay friends మీకు అర్థమై ఉంటుంది మేనేజ్మెంట్ వాళ్ళతో పాటుగా ఎవరైతే బ్యాక్లో కాగిపోయిందో వాళ్ళకి రెండు వేల పదిహేను నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్న బ్యాచెస్ అన్నిటికీ కూడా రాసుకోవడానికైతే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక without late fee late fee లేకుండా ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా ప్రిన్సిపాల్స్ ఎగ్జామినేషన్ కట్టే డేట్ వచ్చి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా ఈ ఎన్ఆర్ఐ అనేది డిఈఓ ఆఫీస్కి సబ్మిషన్ చేసే డేట్ వచ్చి నాలుగు ఐదు రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా డిఓ ఆఫీస్ నుండి డీజీఈకి సబ్మిషన్ డేటు ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండు the web link to upload application online will be available from thirteen four two thousand twenty two okay friends మనకు వెబ్ లింక్ అనేది పదమూడు నుంచి అవైలబుల్గా ఉంటుంది అయితే ఇది మీకు కాలేజీకి సంబంధించింది కాబట్టి మీరు బయట ఎక్కడ అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే లేదు కాబట్టి ఈ డ్యూ డేట్స్లో మీరు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించి సెకండ్ ఇయర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి friends so okay all the best